నమస్తే ఇది HP laptop Victus gaming laptop అండి దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి i seven twelfth generation four sixteen GB RAM four GB Nvidia three zero five zero car graphic card fifteen inches full HD అండి దీని హార్డ్ డిస్క్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ హెచ్ఎస్డి వస్తుంది దీనికి chiclet keyboard and black light keyboard అండి అది తర్వాత విండోస్ లెమెన్ MS Office two thousand twenty two MS Office వస్తుందని దీంట్లో విత్ కాన్ఫిగరేషను దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను